అందరూ నమస్కారం అండి welcome to my channel hope everyone are doing good and today's topic is about social media and its effect on our mental health ఇది చాలా కామన్ టాపిక్ అందరు తెలిసిందే బట్ ఇందులో ఉన్న సైన్స్ గురించి నేను మాట్లాడబోతున్నాను in the context of science ఇక్కడ ఏంటంటే ఈ మధ్యన డిప్రెషన్ చాలామంది ఆ మీనింగ్ తెలిసినా తెలియకపోయినా చాలామంది నాకు డిప్రెషన్లో ఉన్నాను నాకు ఐఎమ్ డిప్రెస్డ్ అని చెప్పి they keep on saying or they'll be posting status or something like that ఈ డిప్రెషన్ అనేది ఇంతకుముందు మనిషికి అనేది ఉండిందా ఒక వెయ్యేండ్ల ముందు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ముందు when man uses to live in caves or in the forest అందరూ ఒక గ్రూప్గా ఉన్నప్పుడు అందరూ ఒకటిగా వేటకెళ్ళే వాళ్ళు ఒకటిగా కూర్చొని ఒకటిగా తినేవాళ్ళు ఒకటిగా వాళ్ళు సో అట్లాంటప్పుడు ఇట్లాంటి కంప్లైంట్ ఉండేదని ఆలోచించాను యాక్చువల్గా I didn't find any proof for that అలా ఒక డిప్రెషన్ ఒక ప్రాబ్లం ఉండిందని అప్పట్లో for the past especially social media వచ్చాక ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎక్కువ డిప్రెషన్ కేసెస్ సూసైడల్ కేసెస్ ఎన్ని ఎక్కువ వింటున్నాం దీనికి కారణం ఏంటని చూస్తే మనమే మన హ్యాబిట్స్ మనం చేసే మన డైలీ రొటీన్లో ఉంటేనే the secret life in a daily routine for example ఇప్పుడు సోషల్ మీడియా ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మీకు జనరల్గా ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చినా ఎవరైనా మిమ్మల్ని ట్యాగ్ చేసినా ఆర్ మీరు ఏదైనా ఫోటో పెట్టి ఒక లైక్ వస్తే you immediately get a rush in your brain అది అందరికి వస్తుంది నాకు కూడా వచ్చింది if you see that notification like one notification చూపిస్తే ఆ బార్లో you get some kind of excitement and some rush that is known as a dopamine rush మన బ్రెయిన్లో సెవరల్ పాత్వేస్ ఉంటాయి it's known as neural pathways మీకు చెప్పేదానికన్నా I show this in the picture you you can see that on the screen so this dopamine usually ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఎవరైనా మనల్ని ప్రేస్ చేసిన ఐ మీన్ లేకపోతే when the give us and reward or a price or uh, if you have a human connection with someone or exercise or you indulge in an intimate act with your partner or if you play sports ఇలా కొన్ని ఉన్న యాక్టివిటీస్ ఇట్లా ఇట్లా ఈ చేసేటప్పుడే ఈ కెమికల్ అని రిలీజ్ అవుతుంది so the when this get released you get a feel good thing in your body your body craves for more ఇక్కడ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే ప్రతిసారి నోటిఫికేషన్ వచ్చినప్పుడు it just hijacks your brain it is basically druggifying the human connection అని చెప్తున్నారు social media's use to druggify human connection it's basically drugging us ఈ డోపమైన్ అనేది మన హ్యూమన్ బ్రెయిన్స్ ఎలా డిజైన్ చేయబడిందంటే ఓన్లీ నేను ఇప్పుడు చెప్పిన లిస్ట్లో ఈ ఈ యాక్స్లో ఇండల్ చేయడం మాత్రమే అది రిలీజ్ అవ్వాలి but social media is every time you get a notification or get you get a like there is a more demand for dopamine and ఒక్కసారి వచ్చిన రష్ సెకండ్ టైం రాదు you need more dopamine for that so ఇందువల్ల people like post pictures and they expect people to like them like రాకపోయినా ఒక డిప్రెషను ఎక్కువ లైక్స్ రాకపోయినా డిప్రెషను ఎందుకు రావట్లేదని అదొక ఆలోచన అదొక మళ్ళీ depression so this is all interconnected in my analysis so మనల్ని ఎందుకు లైక్ చేయట్లేదు మనం సమాజంలో ఎందుకు ఫిట్ అవ్వట్లేదు పొద్దున్న లేచిన నుంచి ఎంతసేపు ఆ ఫోన్లో notifications but we keep on scrolling we keep on looking what other people are doing so we're basically trying to fit in that society so దీనివల్ల ఏమవుతుంది I tell you for thousands of years the human being brain has not changed మన అలవాట్లు మన పద్ధతులు uh, ఐ మీన్ ఈ టెక్నాలజీ అంతా మారుతుంది కాబట్టి the human brain is trying to adapt itself అక్కడే ప్రాబ్లం వస్తుంది హ్యూమన్ బ్రెయిన్ డిజైన్ వచ్చి సేమే it's been from hundreds of years నుంచి అదే డిజైన్ కానీ ఈ మధ్యలో వచ్చిన కొన్ని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ చేంజెస్ వల్ల ఈ బ్రెయిన్ హైజాకింగ్ అనేది జరుగుతుంది due to this especially to the social media so the natural reward systems and natural chemicals in the brain are getting affected So it is the reason for all the cause of these mental health issues and disorders and what what all you can say. So it's better మనకి ఇచ్చిన దాంతో the brain with this natural reward సిస్టమ్స్తో బతకడము it's will be more beneficial to mental health and total well being rather than hijacking it with all these uh, artificial barriers. So the brain is getting hijacked, your dopamine is getting hijacked. Every time the dopamine is getting released in your bloodstream, you feel that high. So the natural pathway and the natural design for it to flow is being hijacked here. So ఇందువల్ల డెఫినెట్గా డిప్రెషన్ అనేది వస్తుంది ఇప్పుడు ఒక జ- ఇప్పుడు జనరలీ స్పీకింగ్ ఒక హోటల్కి వెళ్తే ఇంతకుముందు ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళం బాగా అందరూ మాట్లాడుకొని అందరూ we use to have a good chit chat and nice talk and use to eat food and use to laugh and all but ఇప్పుడు ఎంతమంది గమనిస్తున్నారు హోటల్కి వెళ్తే ప్రతి ఒక్కరి చేతిలో ఒక సెల్ ఫోను దాంట్లో మెసేజ్ చూసుకోవడం తప్ప ఎవరైనా నేరుగా మాట్లాడుతున్నారా లేకపోతే అందరికంటే సినిమాకి వెళ్ళినా లేకపోతే if they go to park or something how far are you seeing the human connections nowadays అందరూ ఫోన్లోనే బిజీ అందరూ ఫోన్లోనే బతుకుతున్నారు I'm not saying technology is something bad మనకి చాలా చాలా మేల్ చేసింది it has brought people like distances together ఇప్పుడు యాక్చువల్గా వీడియో కాల్లో చూసుకొని మాట్లాడుకోవచ్చు and even I'm using the social media for YouTube for promoting my video and posting my content it's in a good way that's okay but ఏదైనా ఎక్కువైతే చెడు అంటే అంటారు కాబట్టి there are some tips for this to limit the social media usage ఇప్పుడు నేను చెప్పే వాళ్ళు ఎవరు దాన్ని డిలీట్ చేయరు డిలీట్ చేయ చేయొద్దు కూడా there should be some kind of interaction some kind of other activity also I completely agree that but మన మెంటల్ హెల్త్ని ఎఫెక్ట్ చేసి మనల్ని హైజాక్ చేసేంత అది చేయకూడదని I want tell in this video so first thing is you turn off the notifications in your phone ఆ నోటిఫికేషన్ అనేది వచ్చిన వల్లే ప్రతిసారి you get that rush and you want craving for more that's the main thing first turn off the notification and download more useful apps like meditation and some other like your fitness goals or some cooking apps or something some kind of activity and night పడుకునేటప్పుడు you keep phone away from your bedroom or away from your bed so ఈ సింపుల్ టిప్స్ ఈ ఫాలో అవ్వండి definitely you will find some kind of difference in your life I have I have I also like made some some kind of like process night పడుకునేటప్పుడు పక్కన ఉండకూడదు phone morning after I get up one or two two two hours I don't I don't touch the phone I don't see the social media I don't see any mails nothing because our time alone you'll be the most productive why you want your brain to be hijacked by some uh, stupid uh, emails or stupid uh, some media which is no use of use to your day so as i say, the secret of success lies in your daily routine hunter so what you do daily it matters for your success so let's all stay connected let's all use technology in a good way technology open up to it's not bad it's a very good thing let's use it to connect people let's talk even more in the real world rather than the virtual world that's all i wanted to say in this video and i'll post some links regarding this in the description if you're interested kindly go through it and if you like the video please subscribe to my channel and share this video and this is shiva krishna your 90s kids signing off see you all take care bye bye